ఏంట్రో గ్యాప్ ఇచ్చా నా సినిమా నా ఇష్టం గ్యాప్ ఇస్తా ఏమైనా చేస్తా నీకేం చేసేది ఏంటి ఆ ఫేస్ ఏంటి ఏదో ఉడతలు పట్టే మహా